hi friends welcome to my channel మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు అలాగే మీరు ఏదైనా వెజిటేరియన్ రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు సాధారణంగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే శుభకార్యాల్లో అయినా సరే భోజనం తర్వాత కిళ్ళీల్ని తింటూ ఉంటాం కదా లేకపోతే పాన్ తినాలనిపిస్తే కొనుక్కునైనా సరే తింటూ ఉంటాము అటువంటి పాన్లు లేకపోతే కిళ్ళీలను ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో బయట దొరికే పాన్ రుచితోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను ఈ పాన్లు తయారు చేసుకోవడం చాలా సులువు అందులోనూ నేను మీకు నాలుగు రకాల రుచుల్లో ఉండేటువంటి కిళ్ళీలను చూపిస్తున్నాను మీకు కావలసినటువంటి ఫ్లేవర్ ఉండే కిళ్ళీని చక్కగా ఇంట్లోనే రెడీ చేసేసుకుని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు ఈ కిళ్ళీల కోసం స్పెషల్ తమలపాకులు ఏది ఉపయోగించట్లేదు మామూలుగా మనకి ఇంట్లో ఉండేటువంటి తమలపాకులు అంటే పూజలకు ఉపయోగిస్తాం కదా అటువంటి తమలపాకులతో నేను చూపిస్తున్నాను మీకు కావాలంటే కలకత్తా ఆకులతోటైనా సరే ట్రై చేయొచ్చు కిడ్నీల కోసం డ్రై ఫ్రూట్స్ కింద నేను అక్రూట్స్ బాదం జీడిపప్పు పిస్తా తీసుకుంటున్నాను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు అలాగే ఇది యాలకుల గింజలు వీటిని ఇలా గింజలుగానే రెడీ చేసుకోవాలి తొక్కలు వేసుకోకూడదు టూటీ ఫ్రూటీ చూడండి ఇది ఎండు కొబ్బరి ఈ విధంగా పొడుగ్గా వచ్చేట్టుగా తురుము పెట్టుకోవాలి వీటితో పాటు సున్నం ఒక్క పలుకులు అంటే పాకు చెక్క పలుకులు లేకపోతే మీరు ఒక్క పొడి వేసుకుంటా అన్న అది కూడా వేసుకోవచ్చు స్టిక్స్ చెర్రీలు స్వీట్ కోసం అని ముఖ్యంగా కావాల్సింది సీడ్లెస్ పండు ఖర్జూరం దీన్ని కావాలంటే మెత్తగా పేస్ట్లా చేసుకుని అది కూడా వాడుకోవచ్చు లేకపోతే కనుక ఈ విధంగా నేను తీసుకున్నట్టుగా ముక్కల కింద కూడా తీసుకోవచ్చు సోంపు చాక్లెట్ ముక్కలు ఇవి ముఖ్యంగా కావాల్సినవి ఈ నాలుగు కిళ్ళీలకి అన్నీ కూడా మనకి ఇంట్లో ఉండేవే కదా మరి తయారీ విధానం చూసేద్దామా మరి ముందుగా తమలపాకుల్ని ఇలా శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకుని సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా తమలపాకులు తీసుకుని ఇలా ముచ్చుకు కట్ చేసి ఈ విధంగా లైట్గా ఈయన తీసి రెడీ చేసుకోవాలి ఇలా మరొకటి చూద్దాం ముచ్చుక కట్ చేసి ఇటువైపు ఉండేటువంటి ఈయన లైట్గా తీసేసేయాలి ఈ విధంగా అన్ని ఆకుల్ని రెడీ చేసేసుకుందాం ఆకులు రెడీ కదా ఇప్పుడు ఈ ఆకుల్ని నేను రెండు చొప్పున తీసుకుంటున్నాను మీకు కావాలంటే మూడైనా తీసుకోండి లేకపోతే ఒకటైనా సరే పర్వాలేదు వీటికి కొద్దిగా సున్నా అప్లై చేసేసుకుందాం ఈ విధంగా అన్నింటికి అప్లై చేసేయాలి ఇప్పుడు ముందుగా మీఠా పాన్ కోసమని ఒక్క పలుకులు వేసుకుని కొద్దిగా యాలకుల యొక్క గింజలు సోంపు లవంగం పలుకు పండు ఖర్జూరం టూటీ ఫ్రూటీ కొబ్బరి పచ్చకర్పూరం లైట్గా వేసుకోవాలి చూడండి సింపుల్గా ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో మీఠాపాన్ రెడీ కదా ఇందులో మనం పచ్చకర్పూరం వేసాం కదా అందుకని లైట్గా మెంతాల్ ఫ్లేవర్ తోటి భలే బాగుంటుంది తింటూ ఉంటే ఈ విధంగా ప్యాకెట్ లాగా దీన్ని ఫోల్డ్ చేసేసి చెర్రీ పెట్టుకుని స్టిక్తో గుచ్చినట్లయితే కనుక బయట పాన్ మాదిరి home made meetha paan ready భలే ఉంది కదా ఈ పాన్ ఇప్పుడు మరొకటి చూద్దాం ఇప్పుడు నేను మీకు డ్రై ఫ్రూట్స్ పాన్ చూపిస్తున్నాను ముందుగా ఈ పాన్ని సింపుల్గా చుట్టుకోవడానికి ఇలా మధ్యలో కొద్దిగా కట్ చేసి ఈ విధంగా కోన్ షేప్లో ఉండేట్టుగా చుట్టుకోవాలి ఇందాక ప్యాకెట్లా చూసాం కదా ఇలా కూడా చేసుకోవచ్చు ఈ కోన్లో ముందుగా ఒక్క పలుకులు వేసుకుని సోంపు యాలకుల గింజలు లవంగం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను అక్రూటు జీడిపప్పు బాదం పిస్తా వేస్తున్నాను మీకు కావాల్సినవి ఏవైనా సరే వేసుకోవచ్చు అలాగే పండు ఖర్జూరం కొబ్బరి కూడా వేసుకోవాలి ఈ విధంగా నొక్కితే చూడండి పర్ఫెక్ట్గా డ్రై ఫ్రూట్స్కి వెళ్ళి రెడీ కదా ఈ విధంగా ఫోల్డ్ చేసి చెర్రీ పెట్టి స్టిక్తో టైట్ చేయాలి ఎమ్మి కదా భలే బాగుంది కదా డ్రై ఫ్రూట్స్ కిళ్ళి ఇప్పుడు మరో పాన్ చూద్దాం అదే చాక్లెట్ కిళ్ళి ఇలా సున్నం రాసినటువంటి తమలపాకుల్ని కోన్లా చుట్టుకుని ముందుగా ఒక్క పలుకులు సోంపు కొద్దిగా చాక్లెట్ ముక్కలు కొద్దిగా జీడిపప్పు పిస్తా యాలకుల యొక్క గింజలు లవంగం పలుకు టూటీ ఫ్రూటీ ఫైనల్గా కొబ్బరి వేసి లైట్గా ఖర్జూరం వేసి ఈ విధంగా ఫోల్ చేస్తే చాక్లెట్ పాన్ తినడానికి రెడీ మీకు కావాలంటే చాక్లెట్ సిరప్ కూడా ఉపయోగించుకోవచ్చు నేనైతే చాక్లెట్ పీసెస్ ఉపయోగిస్తున్నాను అనమాట పర్ఫెక్ట్గా చాక్లెట్ పాన్ రెడీ కదా ఇప్పుడు last but not least normal పాన్ని చూసేద్దాం ఫంక్షన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా మనకి చిన్నది చిటి చిటి పాన్లు అటువంటి పాన్ను చూద్దాం ఈ విధంగా సున్నం దాచినటువంటి తమలపాకుల్ని కోన్లా చుట్టుకుని వక్క పలుకులు వేసి ఖర్జూరం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అలాగే సోంపు లవంగం పలుకు యాలకుల గింజలు కొబ్బరి ఫైనల్గా పచ్చకర్పూరం వేసి ఇలాగా ఫోల్డ్ చేసి చెర్రీతో టైట్ చేస్తే సూపర్గా ఉండేటువంటి నార్మల్ పాన్ తినడానికి రెడీ చూసారు కదా ఎంఏఎంఐగా ఉండేటువంటి నాలుగు రకాల ఫ్లేవర్లతోటి కిళ్ళీలు టేస్ట్ చేయడానికి రెడీ ఇలా ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో టేస్టీ కిళ్ళీలు తయారు చేసుకుని ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ వీడియోల కోసం మా నందల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేనటువంటి సాంప్రదాయ వంటల కోసం మా మరొక ఛానల్ చిరావరి వంటసాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉండే గంట సమ్మని ప్రెస్ చేయండి మా వీడియోస్ ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ జరుగుతుంది వాటిని కూడా ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ